hello friends welcome to business legends of wastage channel మనం ఒక five days back wastage melatonin గురించి వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ అయితే చేయటం జరిగింది దాని గురించి పూర్తి వివరాలు నేను మీకు అందించానని ఆశిస్తున్నాను ఏమైనా సందేహాలు మీకు కనుక ఆ మెలాటోనిన్ వీడియో పైన ఏమైనా ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈరోజు వీడియోలో మనం వాటర్ ప్యూరిఫైర్ గురించి అయితే డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం అదేంటి ఆల్రెడీ మనం ఛానల్ అప్లోడ్ చేసుకున్నాం కదా అంటే ఇది made in India Sharp water purifier అండి ఇది రీసెంట్గా అయితే మన స్టేజ్ కంపెనీ లాంచ్ చేసింది మనం గతంలో చెప్పుకున్న షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ ఫోర్ స్టేజ్లో అది ప్యూరిఫికేషన్ చేస్తే ఇది సిక్స్ స్టేజెస్లో వాటర్ని అయితే ప్యూరిఫై చేస్తుంది అనమాట ఓకేనా అసలు ఫస్ట్ డీటెయిల్స్ ఫస్ట్ తెలుసుకుందాం షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ అనేది ఈ షార్ప్ అనే కంపెనీ మనకి ఈ గతంలో చెప్పుకున్న షార్క్ వాటర్ ప్యూరిఫైయర్ అది చైనాలో అయితే తయారు చేయడం జరిగింది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మొత్తం చైనాలో ఉంటాయి దా దాంట్లో ఉన్న మెంబ్రైన్స్ కానివ్వండి లేకపోతే RO membrane disruptor and PP filter and carbon block filter ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి వేరు వేరు ప్లేసెస్లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేయబడింది మస్ట్గా ఆర్ఓ మెంబ్రైన్ మాత్రం యుఎస్ఏ నుంచి అయితే దాన్ని ఇంపోర్ట్ చేసుకొని దాంట్లో ఇన్బిల్ట్ అయితే చేయడం జరిగింది ఓకే అసలు దీంట్లో ఉన్న ఫిల్టర్ సెక్షన్స్ ఏంటి అసలు ఇది ఏ విధంగా పనిచేస్తుంది అసలు దీని కెపాసిటీ ఏంటి అసలు ఇది made in India made in ఇండియాలో ఏ ఎలాంటి టాస్క్స్ తో దీన్ని తయారు చేశారు అనేది మనం పూర్తి వివరాలు దీంట్లో తెలుసుకుందాం ఓకే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మనం వెస్టే షార్క్ వాటర్ ప్యూరిఫైయర్ అనే ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది దీని కింద MRP thirty five thousand five hundred rupees అయితే ఎంఆర్పి ఉంది మనకి DP price thirty thousand nine ninety రూపీస్కి అయితే మనకు లభిస్తుంది దీనికి వచ్చే PV thousand thirty three PV అయితే మనకి పీవీ లభిస్తుంది ఇంతకు ముందు మనం గతంలో చెప్పుకున్న వీడియో లాగానే దీంట్లో కూడా కామన్ ఇంప్యూరిటీస్ గురించి అయితే వీళ్ళు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది దీంట్లో physical impurities chemical impurities and biological impurities అని మూడు రకాలు ఉంటాయి ఫస్ట్ వీటి గురించి తెలుసుకుందాం వీటి గురించి ఎందుకు తెలుసుకోవాలంటే మనం అసలు వాటర్ లో ఎలాంటి సాల్బుల్స్ ఉంటాయి ఎలాంటి కెమికల్స్ ఉంటాయి ఎలాంటి ఇంప్యూరిటీస్ ఉంటాయి అనేది మనం తెలుసుకుంటే మంచిది ఓకేనా దీంట్లో ఫస్ట్ ఫిజికల్ ఇంపెక్టీస్ ఈ ఫిజికల్ ఇంపెక్టీస్ లో mud sand fly ash metals manganese sodium salt and mining waste వీటన్నిటిని ఫిజికల్ ఇంప్యూరిటీస్ అని అంటాం ఇదేం చేస్తుందంటే నీటి స్వచ్ఛతని దెబ్బతీస్తుంది కలర్ ని మార్చేస్తుంది ఆ తర్వాత వాటర్ లో ఉండే ఆర్డర్ అంటే సాంద్రత నీటి సాంద్రత కూడా చాలా దెబ్బతింటుంది అనమాట నెక్స్ట్ కెమికల్ ఇంప్యూరిటీస్ లోకి వచ్చేసరికి దీంట్లో అన్ని కెమికల్స్ ఉంటాయి దీంట్లో క్లోరిన్ యాసిడ్ ఇనార్గానిక్ కాంపౌండ్స్ ఇంకా next sulphides and ammonia and organic compounds through decay ఇవేం చేస్తాయి అంటే సెల్ఫ్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ ని దెబ్బతీస్తాయి అంటే వాటర్ యొక్క సహజమైన శుద్ధి చేసుకునే పద్ధతి పైన ఇదైతే ప్రభావం చూపిస్తుంది నెక్స్ట్ బయలాజికల్ ఇంపార్టెన్స్ ఇవి చాలా మోస్ట్ డేంజరస్ ఎందుకంటే మనకి టైఫాయిడ్ కానివ్వచ్చు కలరా కానివ్వచ్చు లేకపోతే మరే ఇతర అంటే వర్షాకాలంలో మనకి సంభవించే డిసీజెస్ అన్ని ఫిఫ్టీ పర్సెంట్ వాతావరణం దృష్ట్యా వస్తే ఫిఫ్టీ పర్సెంట్ మనం త్రాగే నీటి ద్వారా వస్తాయి ఇవన్నీ ఈ బయలాజికల్ ఇంప్యూటీస్ అంటే ఏంటంటే అవి ప్రాణులు అనమాట ఒక చిన్న ప్రాణులు అవి కంటికి కనిపించవు అవి మన బాడీలోకి వెళ్ళిపోయి చాలా విధ్వంసాన్ని సృష్టిస్తాయి సో ఇవి కామన్ ఇంప్యూరిటీస్ ఇన్ వాటర్ అయితే అయితే పర్చేజ్ చేసే ముందు రైట్ వాటర్ ప్యూరిఫైర్ ని మనం అసలు ఎలా స్టాండర్డ్ చేయాలి దాన్ని ఎనలైజ్ చేసుకోవడం ఎలా ఇది పర్ఫెక్ట్ అయిన వాటర్ ప్యూరిఫైర్ అని అయితే ఫస్ట్ వాటర్ ప్యూరిఫైర్ గురించి మనం అనలైజ్ చేసుకోవే ముందు డీటెయిల్స్ లోకి వెళ్తే ఫస్ట్ ఫస్ట్ టీడీఎస్ గురించి అయితే మనం తెలుసుకోవాలి టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ ఓకేనా టీడీఎస్ మీటర్స్ మనకి మార్కెట్ లో చాలా ఈజీగా లభిస్తాయి టూ టైప్స్ లో దొరుకుతాయి ఏంటంటే PPM and MG for litre PPM అంటే particle per million and MG అంటే milligram per litre minerals impurities ఇదైతే క్యాలిక్యులేట్ చేసి చూపించడం జరుగుతుంది అందులో minerals calcium magnesium sodium potassium zinc iron impurities లోకి వచ్చేసరికి nitrate fluoride arsenic cadmium and lead mercury chromium and many more more impurities చాలా ఎక్కువ ఉంటాయి ఇక కింద నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్స్ లో నాలుగు పాయింట్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అవి ఏంటంటే టీడీఎస్ కి ఒక డిఫైన్ ఇచ్చారు అదేంటంటే టోటల్ డిజాల్వ్ సాల్యూస్ అని నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే టీడీఎస్ మీటర్ సపరేట్ గా అయితే మెజర్ చేయదు మినరల్స్ని అండ్ సపరేట్ సపరేట్గా అయితే మెజర్ చేయదు రెండింటిని అనలైజ్ చేసే మనకి రిజల్ట్ అయితే చూపిస్తుంది నెక్స్ట్ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం నీటిలో ఎక్కువగా ఇంప్యూరిటీస్ అయితే ఎక్కువగా వస్తున్నాయి అని అంచనా ఆ తర్వాత రెయిన్ వాటర్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటిల్లో మినరల్స్ అయితే ఏమి ఉండవు అనమాట ఈ డిస్టిల్ వాటర్ అంటాం డిస్టిల్ వాటర్ అంటే మనం ఎక్కువగా బ్యాటరీస్ కి వాటికి యూజ్ చేస్తాం దాంట్లో ఎలాంటి మినరల్స్ కానీ ఇంప్యూరిటీస్ కానీ ఏమి ఉండవు వాటర్ అంటే వాటర్ క్లీన్ అండ్ క్లీన్ గా ఉంటాయి అనమాట ఓకే ఇంకో పాయింట్ లోకి వెళ్తే గనక మన బాడీకి మినరల్స్ తో పాటు ప్రోటీన్స్ విటమిన్స్ కూడా అవసరం ఈ ప్రోటీన్స్ విటమిన్స్ గురించి అసలు ఎందుకు మాట్లాడాలంటే minerals can be sourced from food water and nutrition supplements minerals అనేవి మూడు పద్ధతుల్లో మన బాడీకి అయితే లభిస్తాయి ఒకటి వాటరు రెండు ఫుడ్ మూడు న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి అయితే మినరల్స్ లభిస్తాయి నెక్స్ట్ ప్రోటీన్స్ విటమిన్స్ వచ్చేసరికి ఇందులో వాటర్ పాత్ర ఏమీ ఉండదు only proteins vitamins can be sourced by sourced only from food or nutrition supplements food నుంచి అండ్ సప్లిమెంట్స్ నుంచి మాత్రమే ప్రోటీన్స్ విటమిన్స్ అయితే లభిస్తాయి ఓకే ఇక ఈ మినరల్స్ లో మాత్రం వాటర్ నుంచి కూడా అయితే ఇవి లభించడం ఇక్కడ గమనించవచ్చు మనం ప్రతిరోజు సగటున మూడు నుంచి ఐదు లీటర్లు వాటర్ అయితే తీసుకుంటాం డైలీ దీంట్లో కరెక్ట్ గా మన శరీరానికి కావలసిన మినరల్స్ అనేవి వాటర్ ఒక్కదాని ద్వారానే లభించవు ఓకే ఇది గుర్తుపెట్టుకోండి మనం తాగే మూడు ఐదు లీటర్లలో మన బాడీకి సరిపోయే సఫిషియంట్ మినరల్స్ అనేవి లభించడం అది కొంత మాత్రమే అందిస్తుంది వాటర్ వాటర్ ప్యూర్ గా ఉంటే సరిపోతుంది అవి న్యూట్రిషన్సా లేకపోతే మినరల్స్ ఉన్నాయా అనే కాదు వాటర్ నీట్ గా ఉంటే చాలు నీట్ గా ఉన్న నీటిని తీసుకుంటే మినిమం రావాల్సిన మినరల్స్ ప్రోటీన్స్ అనేవి మనకి లభించడం జరుగుతుంది తక్కువ మలినాలు మలినాలే అన్నిటికీ కారణం కాబట్టి మలినాలు తగ్గించి అండ్ మినరల్స్ పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకుని వాటర్ తాగితే సరిపోతుంది ఆ తర్వాత ఫుడ్ లేదా మనకి పౌష్టికాహారం ఏదైతే ఉందో వీటి నుండి సప్లిమెంట్స్ కనీస అవసరాలు మనకి బాడీకి డిఫాల్ట్ గా సహజ సిద్ధంగా లభిస్తాయి వాటర్ పైనే మనం కాన్సన్ట్రేషన్ అయితే ఎవరు పెట్టుకోరు బేసిక్ గా కాకపోతే ఏంటంటే నీటిని శుభ్రంగా అయితే తాగాలి అండ్ దాంట్లో సహజమైన మినరల్స్ ఉంటే అయితే మనకి బాడీకి అయితే సరిపోతాయి నెక్స్ట్ టీడీఎస్ పెంచడం ద్వారా ఇక్కడ ఈ టీడీఎస్ పెంచడం ద్వారా నీటిలో ఉండే మినరల్స్ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని ఈ టీడీఎస్ ఎలాంటి డిస్టర్బ్ చేయదనమాట ఆ టీడీఎస్ ని మనం అడ్జస్ట్ చేయటం వల్ల డిస్టర్బ్ కావు వాటిని అట్లాగే ఉంచుతుంది కాకపోతే ఈ మలినాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం క్లీన్ చేస్తున్నాం ఓకే అయితే మనం మినరల్స్ కోసం ఎక్కువగా ఆసక్తి చూపించి వాటర్ తాగే కంటే అసలు ఆ వాటర్లో ఇంప్యూరిటీస్ అంటే మలినాలు ఎక్కువ ఉన్నాయా లేదా మలినాలు లేకుండా ఉన్నాయా లేదా అనేది మాత్రం చూసుకోవటం మంచి ఇంపార్టెంట్ పాయింట్ అది ఎందుకంటే మనం దీంట్లో ఇంప్యూరిటీస్ ఉన్నాయా న్యూట్రిషన్స్ ఉన్నాయా అని చూసుకోవటం చూసుకోవటం అనేసి ఫస్ట్ దాంట్లో మలినాలు ఉన్నాయా లేదా అవి క్లీన్ అయితే ఓకే ఇవి గుడ్ వాటర్ అని మనం ఎనలైజ్ చేసుకోగలగాలి ఓకే అయితే నెక్స్ట్ ఇంతవరకే టీడీఎస్ అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ పీహెచ్ అంటే మన బాడీలో ఉండే పీహెచ్ పర్సెంట్ గురించి అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం ఈ పిహెచ్ లోకి వెళ్తే కనుక మన బాడీకి కావలసిన మినిమం పిహెచ్ ఎంత అంటే seven point three six five ఇది దేంట్లోనైనా సరే మినిమం సెవెన్ అయితే పిహెచ్ని క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి seven point three six five అయితే మనకి పిహెచ్ అయితే మేనేజ్ చేయాలి బ్యాలెన్సింగ్ చేసుకోవాలి ఓకే ఇక మనం రోజు తినే ఫుడ్ నుండి కానీ డైటింగ్ ఫుడ్ కానీ రోజు తీసుకునే దినచర్య ఆహారం కానీ వీటిల్లో ఈ పిహెచ్ అనేది కరెక్ట్గా అటు ఇటుగా బ్యాలెన్స్ అయిపోతుంది ఓకే అయితే మనం రోజు రకరకాల ఫుడ్లు తింటాం అంటే అనేక రకాల ఫుడ్స్ తింటాం అంటే ఒకటి ఆయిల్ ఫుడ్ అని ఒకటి ఫ్రూట్ అని ఇంకొకటి ఏదో మిల్క్ బటర్ మిల్క్ అని తింటాం వీటిలో మూడు రకాలు ఇచ్చారు ఇక్కడ ఎసిడిక్ న్యాచురల్ ఆల్కలైన్ ఫుడ్స్ అని మూడు రకాలు ఇచ్చారు దీంట్లో ఎసిడిక్ ఫుడ్స్ లోకి వచ్చేసరికి coffee fried fried items drinks chocolate oil and packaged foods వీటి నుండి మనకి one to five point five pH అయితే లభిస్తుంది ఇక నెక్స్ట్ మధ్యలోది న్యాచురల్ ఫుడ్ ఏదైతే ఉందో దీంట్లో కరెక్ట్ గా అయితే పీహెచ్ ఇక్కడ గమనించవచ్చు మీరు అది నీళ్లు raw milk white rice and soya milk ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆయుర్వేదం ఫుడ్ అంటే న్యాచురల్ గా దొరికే ఫుడ్ అనమాట అది కుక్ చేయము బాయిల్ చేయము ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా తినే ఫుడ్ అనమాట అది అది న్యాచురల్ ఫుడ్ దీని నుంచే five point five and seven five point five నుంచి సెవెన్ పిహెచ్ ఇక్కడే లభిస్తుంది మనకి దాంట్లో వాటర్ ఉంది చూసుకో ఆల్కలైన్ ఫుడ్ లో most fruits coconut water curd lemon boiled leafy మామూలుగా ఆకుకూరలు అనమాట వీటి నుంచి seven to fourteen percent pH అయితే మనకి లభిస్తుంది మనకి ఫస్ట్ ఫుడ్ కన్నా తర్వాత రెండు ఫుడ్స్ చాలా బెటర్ మనం డైలీ తీసుకునే రీసెర్చ్ అంటే మనకి న్యాచురల్ గా దొరికి న్యాచురల్ గా తాగే వాటర్ నుంచి దగ్గరలో దగ్గర ఒక six to six point five pH అయితే మనకి లభిస్తుంది షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ యూజ్ చేసి మనం నీటిని శుద్ధి చేసుకొని తాగితే గనక దాంట్లో ఉన్న పీహెచ్ వాల్యూని కూడా డిస్టర్బ్ చేయదు టీడీఎస్ మనం చెక్ చేయటం ద్వారా టీడీఎస్ మార్చడం ద్వారా మినరల్స్ అండ్ uh, దాంట్లో ఉన్న పోషకాలు ఎలా అయితే డిస్టర్బ్ కావో అలాగే ఈ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ వల్ల పీహెచ్ అనేది కూడా డిస్టర్బ్ కాదు పర్ఫెక్ట్గా six to six point five న్యాచురల్గా ఎలా అయితే లభిస్తుందో అలాగే ఉంచేస్తుంది అన్నమాట దాన్ని అయితే అలాంటి హెచ్చు తగ్గుల్ని పెంచడం కానీ తగ్గించడం కానీ చేయదు అయితే వీళ్ళు చెప్తున్న హామీ ఏంటంటే పర్ఫెక్ట్ అయిన పీహెచ్ మీరు మెయింటైన్ చేయడం కోసం సహజ సిద్ధంగా మనకి ఆరోగ్యంగా పీహెచ్ పర్ఫెక్ట్ గా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకొని దీన్ని మ్యానుఫాక్చరింగ్ చేసామని అయితే వీళ్ళు ఎక్కడ వివరిస్తాం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం అసలు షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ గురించి ఇన్ డెప్త్ గా తెలుసుకున్నాం ఇప్పుడు వరకు ఏంటంటే అసలు ప్యూరిఫైర్ ని మనం ఎంచుకోవాలంటే మినిమం చూసుకోవాల్సిన జాగ్రత్తలు దాంట్లో ఇవి ఉన్నాయా లేదా అనేది అంటే టీడీఎస్ పిహెచ్ ని మనం పర్ఫెక్ట్ గా మేనేజ్ చేస్తుందా లేదా అనేది తెలుసుకొని మనం వాటర్ ప్యూరిఫైర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇదండి మన made in India water purifier excellent built quality ఉంది వాల్ మౌంట్ సూపర్ ఉంది లుక్ అండ్ బ్లాక్ కలర్ లో అయితే ఉంది ఇక్కడ ఓకే దీని గురించి తెలుసుకుందాం అయితే దీంట్లో ఫస్ట్ ఫిల్టరేషన్ ప్రాసెస్ లో ఫస్ట్ వీళ్ళు ఇచ్చారు ఫిల్టరేషన్ ప్రాసెస్ లో కనుక మనం గతంలో చెప్పుకున్న వీడియోలో నాలుగు లెవెల్స్ అయితే మనం చెప్పుకున్నాం ఒకటి carbon block filter PP filter and RO disruptor AF disruptor ఓకేనా ఈ నాలుగు అయితే మనం పాత వాటర్ ప్యూరిఫైర్ లో డిస్కస్ చేసుకున్నాం ఇక ఈ వాటర్ ప్యూరిఫైర్ లో ఈ నాలుగిటికి ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి రెండు ఒకటి యాడ్ చేశారు అదేంటంటే ఒకటి ఫ్రీ సెడిమెంట్ ఫిల్టర్ అని ఒకటి పెట్టారు ఇక్కడ ఈ ఫ్రీ సెడిమెంట్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఫిల్టర్ చేసే ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ ని ఫిల్టర్ చేసేవి వీటి లైఫ్ ను పెంచుతుంది అనమాట ఈ ఫ్రీ సెడిమెంట్ ఫిల్టర్ అనేది ఆ తర్వాత కార్బన్ బ్లాక్ ఫిల్టర్ ఈ కార్బన్ బ్లాక్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే కలర్ ను మార్చే గుణం గుణం కలిగిన టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ కార్బన్ బ్లాక్ ఫిల్టర్ అయితే రిమూవ్ చేస్తుంది సెకండ్ స్టెప్ లో ఆ తర్వాత పీపీ ఫిల్టర్ ప్రొపలైన్ ఫిల్టర్ ఈ ప్రొపలైన్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే లార్జ్ పార్టికులర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఫైవ్ మైక్రాన్స్ సైజ్ ఉన్న పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ పార్టికల్స్ ని ఇది రిమూవ్ చేస్తుంది అది ఎగ్జాంపుల్ గా ఇక్కడ కింద ఇచ్చారు మీకు sand mud iron bleach etcetera అంటే ఫైవ్ మైక్రాన్స్ సైజ్ ఉన్న పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి పాలీ ప్రిపలైన్ ఫిల్టర్లు అయితే ఫిల్టర్ అవుతాయి ఇది wonderful RO filter RO membrane అని కూడా అన్నాం మనం గత వీడియోలో ఇది ఆర్ఓ ఫిల్టర్ అని సింపుల్ గా ఇక్కడ ఇచ్చేశారు దీంట్లో డిఓడబ్ల్యూ ఆర్ఓ మెంబ్రైన్ అనే ఒక సిస్టమ్ ఉండటం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ రిక్వైరీ ఎక్కడ అయిపోతుంది ఇది మీకు తెలుసు బిల్ట్ క్వాలిటీ కానివ్వండి అది తయారు చేసిన టెక్నాలజీ కానివ్వండి ఎక్సలెంట్ క్వాలిటీ అనమాట ఓకే నెక్స్ట్ ఏఎఫ్ డిస్ట్రాక్టర్ మన పాత వీడియోలో ఏఎఫ్ డిస్ట్రాప్టర్లో ఫిల్టర్ అయిపోయి డైరెక్ట్గా డెలివరీ అయితే అయిపోతాయి ఇక్కడ ఏఎఫ్ డిస్ట్రాప్టర్ నుండి మనకి డైరెక్ట్గా ట్యాంకులోకి అయితే వాటర్ డెలివరీ అవ్వటం జరుగుతుంది ఈ ట్యాంకులోకి డెలివరీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇది ఫిల్టర్ కాదు యూవి ఎల్ఈడి e స్టెరిలైజేషన్ అనేది ఒక ఫిల్టర్ కాదు ఇది ఏం చేస్తుందంటే వాటర్ కంటిన్యూషన్ గా ఫిల్టర్ అవుతూ ఉంటాయి మన వాటర్ ప్యూరిఫైర్ లో ఈ యూవి ఎల్ఈడి e స్టెరిలైజేషన్ ఏం చేస్తుందంటే ప్రతి రెండు గంటలకు ఒకసారి యాక్టివేట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ చేసి నీటిలో ఉన్న లాస్ట్ మైల్ ప్యూరిఫికేషన్ అంటే ఇక ఫైనల్ ప్యూరిఫికేషన్ చేస్తుంది అనమాట ఎక్కడైతే డెలివరీ అయినాయో వాటర్ ట్యాంక్లో అక్కడ డెలివరీ అయిన వాటర్ని ఇది ఫైనల్ ప్యూరిఫికేషన్ అయితే చేస్తుంది ఈ UV LED e sterilisation two అవర్స్కి ఒకసారి అనేవి హాఫ్ అన్ అవర్ అయితే పనిచేస్తుంది ఇక్కడ ఫస్ట్ ఆర్వో మెంబ్రెయిన్ గురించి ఒక డిస్క్రిప్షన్ అయితే క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది ఈ డిస్క్రిప్షన్ మీకు ఆల్రెడీ నేను మీకు పాత వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్సలెంట్ మెంబర్ ఇది మంచి ఫిల్టర్ దీనికి ఎలాంటి కెమికల్స్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కానీ దీనికి ఉండవు fifty percent water recovery guarantee ఇస్తున్నారు అనమాట మనకి షార్ప్ వాటర్ కంపెనీ వాళ్ళు వాటర్ ఫిల్టర్ కంపెనీ ఓకేనా దీంట్లో ఇదిగో చూడండి ఇది వాటర్ ట్యాంక్ అనుకోండి ఎక్కడ ఉంటుంది ఎల్ఈడి యూవి స్టెరిలైజేషన్ అనే సిస్టమ్ ఇది ఇక్కడ జరుగుతుంది అనమాట ఇది ఇందాక చెప్పుకున్నట్లుగా ఎవ్రీ టూ అవర్స్కి ఆన్ అయ్యి ఒక థర్టీ మినిట్స్ పనిచేసి ఏం చేస్తుందంటే మనకి ఫైనల్ ప్యూరిఫికేషన్ అయితే చేసి స్వచ్ఛమైన నీటిని అయితే మనకి త్రాగడానికి అయితే అందిస్తుంది twenty four by seven work చేస్తూనే ఉంటుంది ఇక నెక్స్ట్ దీంట్లో చూసుకుంటే మనం గతంలో చెప్పుకున్న ఈ వాటర్ ప్యూరిఫైర్ కి ఇప్పుడు చెప్పుకోబోయే made in India water purifier కి ఒక డిఫరెంట్ చార్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తంలో మొత్తం ఒక సెవెన్ అయితే వీళ్ళు పాయింట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఫస్ట్ లో చూస్తే టైప్ ఆఫ్ ఫిల్టర్స్ లోకి వచ్చేసరికి ఈ చైనా చైనాలో తయారయ్యే షార్క్ వాటర్ ప్యూరిఫైర్ లో మనకి polypropylene filter carbon block filter RO membrane AF disrupt అనేవి నాలుగు ఉంటాయి ఓకే దీంట్లో made in India Sharp water purifier లోకి వచ్చేసరికి ప్రీ సెడిమెంట్ ఫిల్టరు ఆ తర్వాత polypropylene filter carbon block filter RO membrane AF disruptor and UV LED sterilisation system అనే సిక్స్ టైప్స్ లో మనకి ప్యూరిఫికేషన్ అయితే జరుగుతుంది okay second point water recovery water recovery nearly thirty five percent ఇది చేస్తే ఇది మినిమం ఫిఫ్టీ పర్సెంట్ చేస్తుంది ఓకేనా దీని మీద ఇది ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువ మెరుగ్గా పనిచేయడం జరుగుతుంది ఇక్కడే తెలిసిపోతుంది అండ్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి five point three litres capacity దీనికి ఇస్తే దీనికి సిక్స్ పాయింట్ టూ కెపాసిటీ ఇచ్చారు అంటే దీనికి ఇంకొక వన్ లీటర్ ఎక్స్ట్రా అనమాట ఆ తర్వాత డైలీ వాటర్ ఫిల్టరేషన్ డైలీ ఎన్ని లీటర్ని ఫిల్టర్ చేస్తుంది ఇది ఫార్టీ లీటర్స్ చేస్తుంది ఇది సిక్స్టీ లీటర్స్ అయితే ఫిల్టర్ చేస్తుంది ఓకే నెక్స్ట్ పంపు ప్రొడక్షన్ ఉందా లేదా ఈ పంపు ప్రొడక్షన్ దీనికైతే నన్నని ఇచ్చారంటే పంపు ప్రొడక్షన్ సంబంధించి ఎలాంటి ప్రొడక్షన్ అయితే మెన్షన్ చేయలేదు ఇల్లు దీంట్లో పంపు ప్రొడక్షన్ కూడా ఉంది ఆ తర్వాత ఇన్స్టాల్డ్ యూనిట్స్ ఇక ఈ వాటర్ ప్యూరిఫైర్ కి మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు మూడు రకాలైన డివైజ్లు ఉంటాయి ఏంటి మల్టిపుల్ ఉంటాయి ఏది మెయిన్ ట్యాంక్ ఒకటి సపరేట్గా ఇస్తారు ట్యాంక్ ఒకటి ఇస్తారు అండ్ ట్యాప్ ఒకటి సపరేట్ గా ఇస్తారు అంటే మూడు యాక్సెసరీస్ అయితే వీళ్ళు అవైలబిలిటీ ఉంచుతారు ఈ ప్యాకేజ్ లో దీంట్లో ఆల్ ఇన్ వన్ అనమాట ట్యాంకు ఇందులోనే ఉంటుంది ట్యాప్ ఇందులోనే ఉంటుంది స్టోరేజ్ కూడా డైరెక్ట్ గా దీంట్లోనే స్టోరేజ్ అవుతుంది మొత్తం ఆల్ ఇన్ వన్ అనమాట దీంట్లో ఎక్సలెంట్ ఫంక్షన్ అని చెప్పుకోవచ్చు దీంట్లో ఆ తర్వాత ప్యూరిఫికేషన్ కెపాసిటీకి వస్తే ఇది ఎనిమిది లీటర్లని ఒక రోజులో చేస్తే ఇది పదిహేను లీటర్ని ఒక రోజులో చేస్తుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ పనితనం అనమాట ఇది ఎయిట్ లీటర్స్ పర్ అవర్ ఇది fifteen litres per hour so ఒకసారి ఆలోచించుకోండి దీనికి దీనికి దీనికి దగ్గర దగ్గరగా ఒక థౌజండ్ రూపీస్ డిఫరెన్స్ ఇక దీనికి సంబంధించి షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఓవర్ హెడ్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో మన ఇంటి పైన ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ కి అండ్ ఈ వాటర్ ప్యూరిఫైర్ కి మినిమం ఫిఫ్టీన్ ఫీట్ అయితే డిస్టెన్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి నెక్స్ట్ సర్వీస్ విషయానికి వస్తే మనకి ఇన్స్టాల్ చేసిన దగ్గర నుంచి ఏదైనా కంప్లైంట్ రైజ్ అయినా కూడా మనకి ఇక్కడ ఇచ్చిన toll free number one eight double zero four one nine four three double టూకి మనం కాల్ చేసి కంప్లైంట్ బుక్ చేసుకుంటే మనకి టెక్నీషియన్ వచ్చి మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి అందుబాటులో ఉండి మనకి సర్వీస్ చేయటం అయితే జరుగుతుంది అసలు దీంట్లో ఉన్న ఇంకా ఎనదర్ ఫీచర్స్ ఏంటంటే అదర్ కండిషన్స్ అని ఇక్కడ హెడ్డింగ్ పెట్టారు వారంటీ ఫస్ట్ వారంటీని మెన్షన్ చేశారు వారంటీ వచ్చేసరికి మనకి ఇంట్లో ఇన్స్టాల్ చేసిన దగ్గర నుంచి వన్ ఇయర్ అయితే మనకి వారంటీ ఇస్తున్నారు ఇన్స్టాల్ చేసిన డేట్ దగ్గర నుంచి వన్ ఇయర్ అయితే వారంటీ ఇస్తున్నారు దీంట్లో maximum TDS two thousand PPM ఇంతకుముందు టీడీఎస్ గురించి మనకి ఇంతకుముందు వాటర్ ప్యూరిఫైర్కి ఎలాంటి టీడీఎస్ని మెన్షన్ చేయలే ఓకే కాకపోతే మన లీడర్స్ కొంతమంది ఏంటంటే వాళ్ళు టీడీఎస్ ఎంత ఇస్తుంది ఎంత ఇస్తుంది అని చెప్పారు దానికి సంబంధించి రాంగ్గా కూడా వాళ్ళు ఆన్సర్ చేయడం జరిగింది రాంగ్గా చెప్పడం ద్వారా మన ఛానల్లో మన వీడియోలో కామెంట్ సెక్షన్లో కొంతమంది నన్ను అడిగారు అసలు మనిషి తాగటానికి ఎంత టీడీఎస్ ఉన్న వాటర్ తాగాలి అసలు అది ఆయన చెప్పింది తప్పు కదా అంత తక్కువ వాటర్లో ఏముంటే వాటర్ వర్షపు నీటికి మీ దానికి సంబంధం ఏముంది అన్నట్లు అడిగారు ఓకే నేనైతే దాంట్లో ఎలాంటి పర్సంటేజ్ ఆఫ్ టీడీఎస్ గురించి అయితే మెన్షన్ చేయలేదు కాకపోతే తాగటానికి పర్ఫెక్ట్ టీడీఎస్ని అయితే అది అందిస్తుందని మాత్రం చెప్పాను ఓకే నెక్స్ట్ దాని తర్వాత సంగతి నెక్స్ట్ దీని మెయిన్ పాయింట్లోకి వద్దాం ఇది strictly domestic use only not commercial application ఇది కమర్షియల్ గా వాడుకోవటానికి అయితే కాదు ఇది ఇంట్లో అంటే పర్సనల్ గా ఇంట్లో ఒక కిచెన్ లో వాడుకునే ఒక డివైస్ ఇక ఆ తర్వాత పర్చేజ్ రీప్లేస్మెంట్ ఫిల్టర్స్ వచ్చేసరికి Sharp authorised service providers only ఇక్కడ నుండే మనం ఈ ఫిల్టర్స్ అయితే మనం కొనుక్కోవాల్సి ఉంటుంది ఆ తర్వాత దీంట్లో ఉండే ఫిల్టర్స్ వాటి ప్రైసెస్ ఇక్కడ మీకు ఇవ్వటం జరిగింది అండ్ అటు లైట్ లైఫ్ స్పాన్ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మోడల్ నెంబర్ వచ్చేసరికి WJR five one five BH అంటే ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ వచ్చారు new made in India RO water purifier అని ఇచ్చారు ఇక క్యాటరేజ్ పార్ట్ ఐటమ్ కోడ్ ఇచ్చారు అంటే ఏ ఫిల్టర్ కి ఏ కోడ్ యూజ్ చేయాలి మీరు ఎప్పుడైనా ఫిల్టర్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఈ కోడ్ యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట WK five one five P అనేది పాలీప్రొపలైన్ ఫిల్టర్ ఇది త్రీ టు సిక్స్ మంత్స్ అయితే దీని లైఫ్ సమయాన్ని ఇచ్చారు దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆ తర్వాత WK five one five A carbon block filter ఇది సిక్స్ టు ఎయిట్ మంత్స్ అయితే దీని లైఫ్ లైఫ్ అయితే ఇచ్చారు ఇది ఇది కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రైసెస్ కూడా చాలా తగ్గించారండి ఎక్సలెంట్ వీళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంతకు ముందు పోల్చుకున్న ఫిల్టర్ రేట్ కంటే ఇవి చాలా తక్కువగా ఇంకా చాలా తగ్గించారు ఓకేనా ఆ తర్వాత WK five one five RV ఇది ఆర్బో మెంబ్రైన్ ఇది రెండు సంవత్సరాలు అయితే లైఫ్ స్పాన్ ఇచ్చారు దీనికి ఈ దీని కాస్ట్ వచ్చేసరికి రెండు వేల ఎనిమిది వందలు అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది and WK five one five D AF distractor filter వచ్చేసరికి ఎనిమిది నెలల నుంచి ఒక సంవత్సరం అయితే ఇది పనిచేస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇక్కడ ప్రైస్గా ఎంఆర్పి ప్రైస్గా వెళ్ళి మెన్షన్ చేశారు five one five and five one five EP అంటే ఎక్స్టర్నల్ సెడిమెంట్ ఫిల్టర్ ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ ఫస్ట్ ఇచ్చిన ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ ని ఇక్కడ లాస్ట్ అయితే మెన్షన్ చేశారు ఇది త్రీ టు సిక్స్ మంత్స్ అయితే ఇది వర్క్ చేస్తుంది దీని కాస్ట్ టూ సెవెంటీ రూపీస్ ఇక నెక్స్ట్ యూజ్ చేసిన రా వాటర్ ని మనం ఏ విధంగా వాడుకోవచ్చు అంటే గార్డెనింగ్ కి అంటే ఫ్లవర్స్ కి వాడుకోవచ్చు ఆ తర్వాత ఫ్లోర్ ఫ్లోర్ క్లీన్స్ చేసుకోవడానికి వాడుకోవచ్చు డిష్ వాష్ చేసుకోవడానికి వాడుకోవచ్చు అండ్ టాయిలెట్స్ లో కూడా ఈ నీటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఇది ఫ్రెండ్స్ మనం వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ కొత్తగా ఇన్వెంట్ చేసిన six stages of Sharp water filter గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాం అంటే బేసిక్గా నేను అన్ని డీటెయిల్స్ పర్ఫెక్ట్గానే చెప్పానని నేను అనుకుంటున్నాను ఏదైనా తప్పుగా నేను మీకు చెప్పుంటే దయచేసి క్షమించండి ఆ తప్పుగా చెప్పిన అంశాన్ని కామెంట్లో మెన్షన్ చేయండి దాన్ని నేను కరెక్ట్ చేసుకొని అందరికీ నేను కరెక్ట్ సబ్జెక్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను okay thank you for watching video నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ Jai